ఉప్పునంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో ఈ నల్ల దగ్గర ఉన్న మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు అమ్మ మిథిన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కదా అని అడిగినాం అది ఎప్పుడో ఒకసారి వస్తాయి సార్ కానీ కంటిన్యూస్గా ఏం రావట్లేదు మరి ఆ నీళ్లు ఎందుకు తాగుతలేరు మరి ఇవి ఎందుకు పట్టుకుంటున్నారని అడిగినాం ఆ నీళ్లు మిచిన భాగీరథ నీళ్లు కుళ్ళు కుళ్ళు వస్తుంది వండు వస్తుంది వండు వస్తుంది ఆ నీళ్ళు మీద తాగాం మిచిన భగీరథ నీళ్ళు అనేవి ఏమైనా స్నానం చేయడానికి వాడుకుంటుండ్రు మరి ఎందుకు తాగుతలేరు అని అడిగితే నీళ్లు బాగలేవు సార్ మేమే కాదు ఏ ఊళ్ళో తాగుతలేరు అని చెప్పారు ఇక్కడ ఈ బోరు ఇంకో ఈ నల్ల ఎట్లా వస్తుంది సన్నగా వస్తుంది దీనికోసం ఈ బిందెలు ఇవన్నీ కూడా మరి కేసీఆర్ అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం మేము ఎప్పుడు కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎవరు చేయలేదు మేమే చేసిన మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల ఫిల్టర్ వాటరు ఆగుతున్నారు ప్రజలు గొప్పగా ఉన్నారని చెప్తున్నారు మీ మిషన్ భగీరథ నీళ్ళు ఎవడు తాగుతలేడు ఉండొండు వస్తుంది కుళ్ళు కుళ్ళు వస్తుంది దాన్ని స్నానం చేయడానికి మనకు వస్తున్నారు అది కూడా అంటే అది తాగుతే మేము చచ్చిపోదామని చెప్తున్నారు ఈ రకమైన మిషన్ భగీరథ లక్ష ఇరవై వేల కోట్లు పెట్టినాం ఇక కొన్ని ఊర్లలోనైతే మిషన్ భగీరథ పైపులు ఉన్నాయి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు బోరు కటాచ్ చేసి బోరు పైపులే మిషన్ భగీరథ పైపుల నుంచి సప్లై చేస్తూ మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని ఊర్లలో అయితే వారానికి రెండే రోజులు మిషన్ భగీరథ నీళ్లు మరి అచ్చంపేట నియోజకవర్గంలో నాకు తెలిసి నలభై శాతం మిషన్ మిషన్ భగీరథ నీళ్లు రాని ఊర్లు నలభై శాతం ఉన్నాయి కావాలంటే కేసీఆర్ను రమ్మనని నేను చూపిస్తా ఊరూరు తీసుకొని చూపిస్తా ఆడ ఉండి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారు మిషన్ భగీరథ అంతా మాయ పైపులన్నీ పగిలిపోతున్నాయి లీక్ అవుతున్నాయి పెద్ద పెద్ద పైపులు పగిలిపోతున్నాయి లీక్ అయ్యి ఒండు వండే ఒండు కుళ్ళు వస్తున్నాయి కాబట్టి అవి ఎవడు దావతలేరు నీ లక్ష ఇరవై వేల కోట్లన్నీ కూడా గంగల పోసినట్టే ఇవాళ ఇవన్నీ ఇన్ని బిందెలు ఇక్కడ ఉన్నాయి వెనక కూడా బిందెలు ఆడవాళ్ళందరూ కూడా మళ్ళీ మొదటికే వచ్చిండ్రు మళ్ళీ పట్ల కాడికి వచ్చింది ఊర్ల కాడ అయితే బయట మహిళలు కనబడరు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే బిందెలు ఉండవు లైన్ ఉండదన్నావు వీళ్ళకి వేద చూడు ఈయన గువ్వల బాలరాజునుడు ఇక ఆయన ఎమ్మెల్యే కాడు ఆయన వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కాబట్టి ఆయన ఎవడు చెప్పుకోడు ఇక్కడ ఎవడైనా నీళ్ళు వస్తలేమని మనం కొడతాడు పోలీసులు పెట్టి కేసులు పెట్టిస్తాడు అందుకే ఎమ్మెల్యే అనేది ఇక్కడ మర్చిపోయిండ్రు ఓ పనికి మాల ఎమ్మెల్యే ఇవన్నీ పట్టుకోరు మా లాంటి వాళ్ళు చెప్తే పని లేదని అంటాడు పనిలే కాదు ఊరు తిరుగుతున్న బిడ్డ నీ పడారం అంతా బయట పెడతాం ఇవన్నీ చూడు మా పెద్దమ్మ చెప్తా చూడు ఇప్పుడు విజయ భగీరథ నీళ్ళు తాగితే తగ్గిపోతాం సార్ భయపడుతున్నారు ఆడిన లక్ష ఇరవై వేల కోట్లు మామూలు కాదు రాష్ట్రానికి ముంచి కమిషన్లు తీసుకొని మొత్తం కలుషితమైన నీళ్లు సప్లై చేస్తున్నారు మిచిన భగీరథలో ఇది గమనించాలే కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిరోజు నీ మంచిన భగరత నీళ్ళు పంపుస్తుందావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉట్టికి నాడు ఉండి చెప్పడం కాదు ఈడో వంద కోట్ల కమ్ముడు పోయినా వాడిని వెనకేసుకొని వస్తూ ఉన్నాం దొంగ దొంగ ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తున్నారు ఏం చేసినాను మీకు ప్రజలు మీకు మద్దతు తెలపాలి ఇక కొత్త సిస్టమ్ పెట్టిండ్రు ఇండ్లు వస్తున్నాయి లిస్టులు ఇల్లు తిరిగి లిస్ట్ అంటుడు ఇప్పుడు దళిత బంధాన్ని లిస్టు దళిత బంధాన్ని లిస్ట్ తయారు చేస్తున్నాడు నిన్న మన మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు లక్ష అమ్మ మహిళా సంఘాలకు లక్ష లక్ష ఇస్తున్నాం అన్ని తయారు చేస్తున్నాం తొమ్మిదేళ్ళ నుంచి ఇయ్యలే ఈ తొమ్మిది నెలలు ఇస్తావా తొమ్మిదేళ్ళ నుంచి ఏం చేసారు గడ్డి కింద మీరేమన్నా ఇవాళ ఏమన్నంటే ఓట్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇస్తామని లిస్ట్ తయారు చేస్తున్నారు అన్ని మాయ మాటలు మోత మాటలు ప్రజలారా వాళ్ళ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఇలా తెలంగాణ కాదు అది భారతదేశానికి వెళ్ళిపోయింది ఆ తెలంగాణ టీఆర్ఎస్ చచ్చిపోయింది అది దాని బదులు టీఆర్ఎస్ వెళ్ళింది దాన్ని బొందబెట్టుంది మొత్తం మాయ మాటలు మోసం మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ నీ మిషన్ భగీరథ ఎక్కడుందో ఈ ఉప్పరిపల్లికి వచ్చి చూడు కేసీఆర్ గారికి చెప్తున్నది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరు వస్తారో వీడికి వచ్చి చూడు ఈ బాలరాజుని ఎవరు నమ్ముతలేడు ఓ పనికి మాలిన అని అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా త్వరలోనే మీరు మించిన భగీరథ నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు